అందరూ నమస్కారం అండి welcome to my channel hope everyone are doing good గత టూ డేస్ బ్యాక్ ఒక న్యూస్ గురించి చూశాను బహుశా మీరు కూడా వినింటారు Indian family froze to death in Canada US border minus thirty five degree Celsius అంత కోల్లో నైట్ పూట ట్రావెల్ చేసి ఆ family of four husband wife వాళ్ళిద్దరు చిల్డ్రన్ ఒక అమ్మాయికి లెవెన్ ఇయర్స్ ఇంకో చిన్న అబ్బాయికి వచ్చి four years they just frozen to dead and their bodies were found the following day reason ఏంటంటే they actually plan to illegally move to US from Canada they are from Gujarat They are from village known as Dingucha village in Gujarat. వీళ్ళు వచ్చి ట్వెల్త్ జనవరి కెనడా కెనడాలో అరైవ్ అయ్యారు ఇండియా నుంచి ఎయిటీన్త్ జనవరి ఎమర్సన్ అనే ఒక విలేజ్ ఉంది ఆ border village Canada to US వెళ్ళే బార్డర్లో ఒక విలేజ్ అక్కడ నుంచే they usually travel that same day their bodies were found there was no vehicle and the surrounding vicinity we didn't know like వాళ్ళు ఎలా ఆ ప్లేస్ ఎంత ఎవరు ఏమైనా హెల్ప్ తీసుకొని వచ్చారా ఏమైనా అఫీషియల్ ద్వారా వచ్చారా తెలియలేదు but their bodies were found the following day on eighteen January అసలు ఎందుకు అంత ఐ మీన్ ఒక అంత కెనడా అనేది చలి ప్రదేశం the too in this winter season minus thirty five degree సెల్సియస్లో ఇల్లీగల్గా ఒక బార్డర్ క్రాస్ చేసి వెళ్ళడానికి ఏంటి కారణం రీజన్ ఏం చెప్తున్నారంటే it's due to the pressure in their village to settle abroad అంట విలేజ్లో ఉన్న వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీతో ఒక పెద్ద ప్రెషర్ అంట కల్చరల్ ప్రెషర్ అంట దానివల్ల these people try to illegally cross border and they they try they try to enter United States for better life అంటే ఇమిగ్రేషన్ అనేది చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది like it's been from hundreds of years చాలామంది చిన్న చిన్న కంట్రీస్లో ఆడ బతకలేని వాళ్ళందరూ they usually move to US for better opportunities and better life style it's nothing wrong but at what cost దానికి ఒక ప్రాసెస్ ఉంది ఒక ప్రొసీజర్ ఉంది అండ్ uh, ఒక ఒక ఒక వే ఉంది ఎలా రావాలని చెప్పి అండ్ ఇల్లీగల్గా చాలామంది కూడా వచ్చారు చాలామంది బాగున్నారు కూడా I don't comment about them and there have been some refugees అంటే వాళ్ళ కంట్రీలో ఏదైనా పొలిటికల్ ప్రాబ్లం ఫేస్ చేసి వాళ్ళ కంట్రీకి మళ్ళీ తిరిగి వెళ్ళాక కొంతమంది వేరే కంట్రీలో అశైలంలో ఉంటారు ఇది ఒక కేటగిరీ ఇలాగ చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇలాగ ఇమిగ్రెంట్స్ వాళ్ళు బట్ వీళ్ళు ఇట్లాంటి కేటగిరీలు లేరు they are not from any of this category I mention they wanted to come to United States for better life due to pressure from their village కానీ ఆ చిన్న పిల్లోళ్ళు వాళ్ళు ఏం పాపం చేస్తారండి they are just eleven years old అన్న చిన్న బాబు ఫోర్ ఇయర్స్ వాళ్ళ ప్రాణాలతో ఆడుకునేంత హక్కు వీళ్ళు ఎవరిచ్చారు I blame even the parents even if they die even death జరిగా కూడా I blame them how can they kill two innocent lifes on this process that to such a foolish step ఒక థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ ఒక చలి ఆ మంచులో ఆ గాలిలో జనరల్గా ఒక మైనస్ టచ్ చేస్తే టచ్ అయితేనే మనం అసలు బయట barely uh, we to walk in that so like freezing cold మన బాడీ అంతా like shivers and it it the blood the blood actually gets hard and it's makes us hard for us to breathe ఇట్లాంటి కండిషన్స్లో వీళ్ళు ఎలా అనుకున్నారు యాక్చువల్గా అది వెళ్దామని అండ్ ఒక కన్నడలో ఇండియన్ ఇండియన్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ చెప్తున్నారు forget alone hours even minutes కూడా చాలా కష్టం అట్లాంటి బైటింగ్ కోల్డ్ ఆ మ్యానిటోబ్ అనే ప్లేస్లో చాలా చాలా కోల్డ్గా ఉంటుందని but sources are saying they walk for eleven hours by foot in the dark పదకొండు గంటలు they kept walking to cross the border I don't know it's just I could say I I will definitely comment as a foolish way foolish అని చెప్పాలి బికాస్ ఒక ప్రొసీజర్ ప్రకారం okay they want do it illegally that's different thing but at what cost లాస్ట్లో ఎలాంటి చావు వాళ్ళు ఫేస్ చేశారు అండ్ దట్ ఆ చిన్న పిల్లోల్ని the two children who died such a horrific death and the first body was to was found was that infant ఆ చిన్న బాబు ఫోర్ ఇయర్స్ బాబు the he was the first body to be discovered by the police officials అసలు ఆ స్టోరీ విన్నప్పుడే నాకు ఫస్ట్ బాధ వేసిన చిల్డ్రన్ వాళ్ళు ఇంకా ఏం చూడలేదు they have been brought in to this world and within four years have been murdered murder అని చెప్పాలి ఇది so immigration is not bad people every one travel even I travel you usually travel to new places far better opportunities or better life style better like like way of living and చాలా చాలా చాలా ఉంటుంది better for better food it's all personal choices but ఇలాగ ఎవరు చేయకండి దయచేసి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ఈ వీడియో ఎంతమంది చూస్తారో తెలీదు I wanted to say this to my channel after this covid I know that many livelihoods have been affected చాలా ఎకనామికల్గా చాలా బాధపడుతున్నాము చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ థింక్ యూజ్ దిస్ అసలు ఒక లాజికల్గా ఒక ఒక ఒక మ్యాప్ వేసుకొని you just plan how to proceed అంతేగాని don't do such foolish things in life and put others life at risk ఈ డెత్ వచ్చి మిగతా వాళ్ళకి at least that should be a wake up call who try to illegally cross the border they have been stories of people losing the hands due to the frost frostbites and due to the biting cold చాలామంది వాళ్ళు like they win they refugees and వాళ్ళ స్టోరీ డిఫరెంట్ బట్ హియర్ ఒక family Indian family froze to death అంటే it's it's a big thing it's not a small thing definitely So let this be example and uh, as I say, you just uh, plan logically and plan ahead. It's, it's, it's not bad to move to other country, but see your options and do it in a legal way rather than this uh, illegal trespassing into other country. That's what I wanted to say in this video and uh, and uh, see you guys. Take care. Bye-bye.